ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన మనం చదివితే అక్కడ అబ్రహాము ప్రార్థన చేసిన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు Genesis chapter twelve and words eight అక్కడ నుండి అతడు బయలుదేరి అక్కడ నుండి జాగ్రత్తగా అతడు బయలుదేరి బేతేలుకు ఉన్న కొండకు చేరి బేతేలునకు తూర్పున ఉన్న ఒక కొండకు చేరి పడమటనున్న బేతేలునకును అక్కడ పడమటనున్న బేతేలునకును బేతేలునకును తూర్పుననున్న హాయికిని తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారము వేసి ఒక మధ్యన గుడారము వేసుకుని అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను యహోవా నామమున ఏం చేశాడట ప్రార్థన చేశాడు స్తోత్రం చెప్పండి ఒకసారి హలలు అతడు ఒక కొండ మీద గుడారం వేసుకున్నాడట ఆ కొండ ఎక్కడుంది అంటే బేతేలికి మరియు హాయి అనే పట్టణం అబ్రహాము బేతెలుకు మరియు హాయికి మధ్యన ఒక గుడారం వేసి అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుని నామం పేరట అక్కడ ప్రార్థన చేశారట ఏమని ప్రార్థన చేసి ఉండొచ్చు ఎందుకు ప్రార్థన చేసి ఉంటాడు ఆ వివరాలు బైబిల్లో లేవు కానీ కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితి అంతా కూడా పైన చదువుకున్న వచనాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకుంటూ వస్తూ ఉంటే అబ్రహాం ఎందుకు ప్రార్థన చేసి ఉండొచ్చు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేసి ఉండొచ్చు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది మీరు చూస్తున్నారు ఆ మ్యాప్లో ఆ లైన్ ఉంది చూసారా ఆ లైన్ ఊరు అనేది ఈ మీరు చూస్తున్న ఆ ఈ ఇటు ప్రక్కన ఆ స్టార్టింగ్ పాయింట్ ఊరంటే ఆ పైకి వెళ్ళారనమాట హారాన్ అక్కడ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత తెరహు చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కిందకు వస్తూ ఉన్నారు అంటే ఏ ప్రాంతాన్ని అయితే దేవుడు అబ్రహాముకు చూపిస్తున్నాడు ఆ ప్రాంతానికి వచ్చారు సో ఈ డిస్టెన్స్ మనం క్యాల్కులేట్ చేస్తే ఊరు నుండి హారాను ఆరు వందల మైళ్ళు అంటే క్లోజ్లీ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మళ్ళీ అక్కడి నుంచి అబ్రహాము మొట్టమొదటిగా వచ్చిన ప్రాంతం షెకెము అనే ప్రాంతం ఇస్రాయేల్ దేశంలో ఆ ప్రాంతం దగ్గరికి వచ్చాడు అక్కడికి దగ్గర దగ్గరగా ఒక నాలుగు వందల మైళ్ళు ఉంటుందండి నాలుగు వందల మైళ్ళు అంటే ఆరు వందల కిలోమీటర్లు అంటే తొమ్మిది వందలు ఆరు వందలు కలిపితే మొత్తం పదిహేను వందల కిలోమీటర్ల ప్రయాణం do you think it was very easy పదిహేను వందల కిలోమీటర్ల ప్రయాణం అంటే ఈజీ అనుకుంటున్నారా ఊరు అనే ప్రాంతం నుండి బయలుదేరేసరికి ఆ మార్గం అంతా కూడా అబ్రహాముకి తెలియదు అక్కడ ఏముంటో తెలియదు మార్గ మధ్యలో ఎవరుంటారో తెలియదు ఎవరిని పలకరించాలో తెలియదు ఎక్కడెక్కడ ఏం అమ్ముతారో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఒక యాత్రికుడిగా అబ్రహాం బయలుదేరి పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడంటే it's not it was not an easy journey అది ఏదో మనం మాట్లాడుకునే ప్రయాణం కాదు అది విశ్వాసంతో ప్రయాణాన్ని ప్రారంభించాడు పోనీ అబ్రహాం ఏమీ లేనోడా పేదోడా అతనికి ఏమీ లేక ప్రయాణాన్ని ప్రారంభించడం అంటిది కూడా కాదు ఊరనే ప్రాంతంలో కానీ లేదా ఆ ప్రాంతంలో అబ్రహాము చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్లే అబ్రహాము తండ్రి ఆ ప్రాంతాల్లో పేరెన్నిక కలిగిన వాడే అన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం వదులుకుని ఆయన చెప్పాడు ఆయన మాట్లాడు కనుక దేవుని మాటకు విధేయత చూపించాలని ప్రతికూల పరిస్థితులు ఎన్నో అతని చుట్టూ ఉన్నప్పటికీ కూడా విధేయత అనే అంశాన్ని నేర్చుకున్న అబ్రహాము తన ప్రయాణాన్ని ప్రారంభించి ఎట్టకేలకు శక్యం అనే ప్రాంతానికి వచ్చాడు రాగానే దేవుడు అన్నాడు Abram this is the land that I have promised you to give నేను నీకు ఇవ్వాలి అనుకున్న ప్రాంతం ఇదే you have reached your destiny నువ్వు వచ్చేసావు ప్రాంతానికి this is your place this is your land అని దేవుడు చెప్పగానే వెంటనే అబ్రహాము దేవునికి స్థుతి చెల్లించాడు అక్కడ దేవునికి మహిమను చెల్లించినట్టుగా దైవ మనం చూస్తున్నాం చూడండి అదే ఆది కాండము పన్నెండవ అధ్యాయం మనం చదివితే ఆ మాట మనకు కనబడతా ఉంది ఆరో వచనం అప్పుడు అబ్రాహము శక్యము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి సింధూర వృక్షమునొద్దకు చేరను సింధూర వృక్షము దగ్గరకు చేరాడు అప్పుడు కనానీలు ఆ దేశంలో నివసించిరి ఇప్పుడు చూడండి దేవుడు అన్నాడు నేను చూపి నుంచి దేశానికి నువ్వు వెళ్ళాలి అబ్రహాం అనగానే అంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి అబ్రహాం ఎక్కడికైతే వచ్చాడో అక్కడ ఎవరు నివసిస్తున్నారట కణానీయులు నివసిస్తున్నారు కణానీయులు అనబడేవారు కణాను అనబడే వ్యక్తి యొక్క సంతానము నోహు ముగ్గురు కొడుకులు ఉన్నారు షేము హాము యాపెతు హాము కుమారులందరూ కూడా హాని చేసిన వారే ఆ పేరుకు తగ్గట్టుగానే ఉన్నారు వాళ్ళు హాము హాని అని ఈజీగా గుర్తుపెట్టుకుని మీకు అర్థమైపోయారు షేము కొడుకులందరూ కూడా కొంచెం మంచి జనాంగాలుగా వారు కొంచెం ఆ హాము సంతానం మీద కొంచెం బెటర్గా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ హాము కొడుకే కనాను అనబడే వ్యక్తి అతని దగ్గర నుండి వచ్చిన వాళ్ళందరూ కనానీయులు ఈ హాము ఎలాంటి వాడు అంటే కొంచెం అంత మంచోడు కాదని బైబిల్ చెప్పింది అలాంటి సందర్భంలో తమ తండ్రి లాంటి మనస్తత్వం అనే వారు కూడా కలిగి ఉండి నిజదేవుణ్ణి విడిచి నిజదేవుణ్ణి మరచి తమకిష్టమైన వాటిని కల్పించుకుంటూ ఈ లోకమే శాశ్వతం అనుకుని దేవుని ప్రస్తావన లేకుండా బ్రతుకుతున్న కణానీయులందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు సో అబ్రహాం వచ్చాడు చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు కనాన దేశం అనగానే అబ్బో చాలా అద్భుతంగా ఉంటుంది అది ఇది అనుకుని వచ్చాడు తీరా ఆ కనాన దేశంలో ఆల్రెడీ ఉన్న కణానీయులను చూసినప్పుడు అబ్రహాముకి ఏమీ అర్థం కావట్లా ఏంటి ప్రజలు ఏంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళతో నేను ఉండాలా ఇలాంటి ప్రాంతంలో నేను నివసించాలా అన్నట్టుగా అబ్రహాము చాలా ఒక మాటలో చెప్పాలంటే ఒక విధమైన నిరుత్సాహంలో ఉన్నాడు అందును బట్టి అతడు అక్కడి నుండి మరలా బయలుదేరిపోయి ఓకే ఇది మంచి ఇది మంచి ప్లేస్ కాదేమో perhaps I'm in the wrong place అనుకుని అక్కడి నుంచి బేతెలకి హాయికి మధ్యలో ఒక చిన్న కొండ ఉంటే దాని మీద గుడారం వేసుకున్నాడు అది దాదాపుగా బేతెలకు దగ్గరకు ఉన్న ప్రాంతమే అక్కడికి వచ్చిన తర్వాత దేవుని నామం పెరట ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఎందుకు ప్రార్థన చేశాడో తెలుసా అతను చుట్టూ ఉన్న వాతావరణం బాల అతను చుట్టూ ఉన్న మనుషులు బాలేరు అతను చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా ఇష్టానుసారం జీవిస్తున్నారు అతని చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా కణానీయులు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి బహుశా అబ్రహాం అక్కడ చేసిన ప్రార్థన ఏమైంటో తెలుసా ప్రభువా నేను వారి ప్రభావానికి లోను కాకుండా నన్ను కాపాడుము దేవుని స్తోత్రం చెప్పండి హలలుయ నేను నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఈ చుట్టూ ఉన్న ప్రజల యొక్క సంప్రదాయాలు కానీ వారి యొక్క అభిప్రాయాలు కానీ వారి యొక్క ఆచారాలు కానీ వారి వ్యవహారాలు కానీ నా మీద పని చేయకుండా సహాయం చేయమని అబ్రహాము దేవుని వేడుకుంటున్నాడు can you understand one thing in the midst of confusion in the midst of wrong people చెడ్డ ప్రజల మధ్యలో సందేహాల మధ్యలో అబ్రహాం ఉన్నప్పుడు దేవుని నామం పేరిట ప్రార్థన చేస్తున్నాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా తమకు నచ్చిన వాటిని చూస్తూ ఉంటే అబ్రహాం ఒక్కడే దేవుణ్ణి చూశాడు దేవుని నామను స్తోత్రం కలిగిన గాక why prayer is so important in Christian life క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యమైందంటే కొన్నిసార్లు మన చుట్టూ కూడా అలాంటి వాతావరణాలే ఉంటాయి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి భక్తిహీనత కలిగిన మనుషులు మన చుట్టూ ఉండొచ్చు దేవుని యొక్క భక్తి గలవారు అని చెప్పుకుంటున్నా దాని శక్తిని ఆశ్రయించని నామకార్థ బ్రతుకులు బ్రతుకుతున్న వారు కొన్నిసార్లు నీ చుట్టూ ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో నీ ఫోకస్ వారి మీదకు వెళ్లకుండా నీ యొక్క ఆలోచనలు వారి వైపు మరలకుండా ఏ వాళ్ళందరూ అలా ఉండగా నేను ఒక్కడే ఎందుకండి ఇలా ఉండాలి వాళ్ళందరూ అంత హ్యాపీగా లోకంలో జీవిస్తూ ఉంటే నేను ఒక్కదాన్ని ఎందుకు ప్రార్థన చేయాలి నేను ఒక్కదాన్ని ఎందుకు వాకింగ్ చేద్దాం నేను ఒక్కదాన్ని ఎందుకు యేసుప్రభు కోసం శ్రమపడాలి నేను ఒక్కదాన్నే ఎందుకు నా శ్రమ నా బలాన్ని దేవుని కోసం సమర్పించాలా all the people are going astray ప్రజలందరూ కూడా తమ ఇష్టానుసారం జీవిస్తూ దేవుని దూరం అయిపోతున్నప్పుడు నేను ఒక్కడిని ఎందుకు దేవుని కోసం జీవించాలి అనే సందేహాలు కొన్నిసార్లు కొంతమందిలోకి రావచ్చేమో Abraham is reminding to each and every person in the midst of that chaos ఆ ప్రతికూల వాతావరణం మధ్యలో అబ్రహాం ఎవరిని చూడడం నేర్చుకున్నాడు దేవుని చూశాడు యాస్ నువ్వు ఎవరిని చూస్తున్నావు ఎటువైపు నీ చూపు ఉంది నీ దృష్టి ఎటువైపు ఉంది అబ్రహాము ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన బలిపీఠాన్ని కట్టి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రియులరు ఆలోచించేయండి మన జీవితంలో కూడా చుట్టూ పాపం పెరిగిపోతున్నప్పుడు ఆ పాపంలో పడకుండా ఉండాలి అంటే ఆ భయంకరమైన ఆ అనుభవాలు మనకు అంటకుండా ఉండాలంటే ప్రార్థన మన చుట్టూ ఒక కవచంలా ఉండాలి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయంపరచండి ఆ కవచాన్ని అబ్రహాము వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఇన్ని రోజులు ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత Lord I need your help I need your guidance I need your protection I need your provision నీ యొక్క ప్రొవిజన్ నాకు కావాలి నీ ప్రొటెక్షన్ నాకు కావాలి అని అబ్రహాము దేవుని ప్రార్థన ప్రార్థించడం ప్రారంభించాడు దైవజనులు డాక్టర్ జాన్వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే nine triple zero triple three triple seven అనే నంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి